hi friends welcome to my channel ఈ వీడియోలో వేసవకాలంలో కూడా కూల్గా ఉండేలా చేసే టేస్టీ టేస్టీ కర్బూజా జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి గాను ఒక పెద్ద బౌల్ తోటి కర్బూజా ముక్కలు తేనె ఐస్ క్యూబ్స్ రెడీగా ఉంటే చాలు జ్యూస్ చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు తయారు చేసుకోవడానికి మొదట కర్బూజా ముక్కల్ని ఒక జ్యూసర్లోకి తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ తేనె వేసి మిక్సీ చేసుకోవాలి ఐస్ వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు వాటర్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు దీనిలోకి తేనెను మీ అభిరుచికి తగ్గట్టుగా ఎక్కువగా కానీ లేకపోతే తక్కువగా కానీ వేసుకోవచ్చు తేనె ఒకవేళ వాడడం ఇష్టం లేని వాళ్ళైతే కనుక పంచదార లేకపోతే స్వీట్నర్ని కూడా వాడుకోవచ్చు ఇవేమీ ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా కూడా తాగవచ్చు చూడండి మిక్సీ చేసుకున్న జ్యూస్ని ఈ విధంగా గిన్నెలోకి పోసుకోవాలి చూసారు కదా జ్యూస్ చాలా తేలిగ్గా తయారైపోయింది వీటిని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూసు తయారైపోయింది దీన్ని తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు పుష్కలంగా మనకు అందుతాయి ఇలా జ్యూస్ ఇష్టపడిన వాళ్ళు ముక్కల కింద చేసుకుని దానిపై పంచదార కానీ తేనె కానీ స్వీట్నర్ని కానీ కూడా వేసుకుని తినవచ్చు కర్బూజాన్ని ఎలా తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాక వడదెబ్బ గాడ్పు నుండి మనల్ని కాపాడుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ